భయంకరమైన అవినీతి చిట్ట ఉన్నది వస్తా ఉన్నాయి పుంకాను పుంకాలుగా నాకు మొత్తం బద్దలు కొడతాం రఫేల్ డీల్ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన పాపం ఆయన గోల్మాల్ తిప్పి దాని మీద క్లీన్ చిట్ తీసుకున్నామన్నారు నిన్నేళ్ళ బయట పడతా ఉంది అసలు దొంగతనం ఇది మేము కూడా వేస్తాం సుప్రీంకోర్టులో కేసు వేస్తాం ప్రజా కోట్లు వేస్తాం బయట పెడతాం దొంగతనం రఫేల్ డీల్ వేల కోట్లు మింగినిలా మోదీ గవర్నమెంట్ ఎస్ అవే రఫేల్ విమానాలు ముప్పై ఆరు రఫేల్ జెట్స్ నేమో nine point four billion dollars కొన్నామండి మనం I'm making once second clear India Rafale జెట్స్ను థర్టీ సిక్స్ జెట్స్ను nine point four billion dollars కొన్నది నిన్న ఇండోనేషియా మన పక్క దేశం నలభై రెండు రఫేల్ జెట్లు అంటే మనకంటే ఒక ఆరు ఎక్కువ నలభై రెండు రఫేల్ సేమ్ జెట్స్ను జస్ట్ ఎయిట్ బిలియన్ డాలర్స్కి కొన్నది ఇది ఇది what is the India France Rafale fighter jet deal all about Google ఎవరితో వస్తుంది మీకు ఇప్పుడు దీనికి అతేంది ఇప్పుడు ఇంట్లో ఎవరు దొంగ రఫేల్ విమానాలు తెలంగాణ అయితే కొనలే కదా తమిళనాడు అయితే కొనలే కదా ఈ కుంభకోణం బయటపడాలి ఎవడు జైలుకోవాలన్నా వాడు పోవాలి అంతే కదా ఇవన్నీ వాస్తవాలు కదా కఠోరమైన సత్యాలు కదా ముప్పై మూడు మంది బ్యాంకుల నుంచి పారిపోయింది నిజమే ఇదేందండి ఇగో ఈ కాపీసన్ ఉంది ఇవన్నీ ఇప్పుడు గూగుల్ నా కథ కాదండి నేను గూగుల్ దగ్గర డౌన్లోడ్ చేసిన ఇది లేటెస్ట్ ఇది ఎవరు దీని పాపాత్మ ఎవరు దీని మీద చర్చ పెట్టాలి దేశంలో పార్లమెంట్లో ఇంకొక ఆడ ఇంకొక ఆడ ఢిల్లీలో నేను ఊకుంటాను ఇప్పుడు ఢిల్లీలో పెడతా కదా పంచాయతీ వంద శాతం పెడతాం మొత్తం తెలియాలి కదా ఇట్లా ప్రతిపక్షాల పట్ల అసహన వైఖరి ఓడిపోతే ఓటమిని అంగీకరించం ఒప్పుకోం గోల్మాలు దింపుతాం పరిశాన్ చేస్తాం అవేంటి దాని పేరు ఈడీ పెడతాం సిబిఐ పెడతాం ఏదో తొక్క ఏదో ఉంటుంది అవన్నీ పెడతాం ఆగమాగం చేస్తాం మందిని ఇదా చేసిన కదనండి అప్రజాస్వామికమైనటువంటి ప్రజా నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి ప్రజా నిర్ణయాలను గౌరవించే కనీస సంస్కారం లేనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు నిజంగానే వాజ్పేయి గారి నాయకత్వం ఇంకో నాయకత్వం ఉన్నప్పుడు కొంత నమ్ముదురు జనం కొంత నీతినది విలువ అంటే కొంత నమ్ముదురు సిద్ధాంతం సిద్ధాంతంలో మా అంత వాటికి గంగలు కలిపేసి భారతదేశం సాక్షిగా మనందరి సాక్షిగా ఎన్నికలలో గెలవకున్నా కానీ పరిపాలన చేసే సిగ్గులేని ఒకటే ఒక పార్టీ బీజేపీ ఇవాళ ఇండియాలో మేము గెలవము కానీ పరిపాలిస్తాం మాకు సిగ్గులేదు ఎగ్గులేదు మమ్మల్ని ఇవ్వలేము అనద్దు ఇది లెక్క మనందరం చూసాం కదనండి కర్ణాటకలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలిస్తున్నారు మధ్యప్రదేశ్లో గెలవలే కానీ పరిపాలిస్తున్నారు గోవాలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలించి నిన్నటి దాకా ఆపద్ధర్మం మన ధర్మం వాళ్ళ గవర్నమెంటే ఉంది మణిపూర్లో వీళ్ళు గెలవలే పరిపాలిస్తున్నారు మహారాష్ట్రలో వీళ్ళు గెలవలే మబ్బుల మూడు కోటంగా దొంగ ప్రమాణ స్వీకారం చేయించారు తెల్లాటలకు ఆయన వాళ్ళు ఎదురదంటే ఎల్లంకల వాళ్ళు సిగ్గుమానం తీసుకున్నారు ఇదంతా జరిగిన కథనే కదా మహారాష్ట్రలో ఘోరంగా దెబ్బలపడదు కాదా బీజేపీ పరుగు పోలేదా మహారాష్ట్రలో బీజేపీ అనే నాటకం మీద మాట్లాడదామా చర్చ రేపు పెడదామా ఇది మంచి పద్ధతేనా